వీటిని నాశనం చేయాలని ప్రయత్నం చేసినా ఎవరైనా చేసినా దీంతో కథం కావాలి రావణాసురుడితో కథం కావాలి మన కష్టాలన్నీ కూడా బయటికి రావాలి రాముడు ఆ రోజు చేసిన చరిత్ర అందరూ కూడా తెలుసు ఇలా తెలంగాణ సాధించుకున్నాం కేసీఆర్ కేటీఆర్ అధ్యయనం లోపల ఇలా భారతీయ ఏ పార్టీ పెట్టిందా బిఎస్పి బిఎస్పి కూడా జాతీయలో కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా గారు ప్రకటించారు శుభదినం ఈ రోజు అందరికి కూడా లేట్ అయినా వర్ష అయ్యాలని ఎన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వచ్చారా హైదరాబాద్ నుంచి బయలుదేరినారు భద్రకాళ దగ్గర అమ్మవారి దగ్గర తెప్ప ఉత్సవం ఆ నుంచి రామలీల మైదానంలో లక్ష మంది ఉన్నారు వర్షం పడ్డ రామసుని ఆడ వద్ద చేసి వచ్చాను ఇక్కడ చేసిన నేత్రాయన పార్కుల ఈడ చేసిన మలబు మా ఊరికి పదవి మేము వచ్చేదాకా ఆపుతారు వాళ్ళు వాళ్ళు అవద్దు తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు దీన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినా ఎవరైనా చేసినా దీంతో కథం కావాలి రావణాసురుడితో కథం కావాలి మన కష్టాలన్నీ కూడా బయటికి రావాలి రాముడు ఆ రోజు చేసిన చరిత్ర అందరికి కూడా తెలుసు ఇలా తెలంగాణ సాధించుకున్నాం కేసీఆర్ కేటీఆర్ గారి ఒకట ఇలా భారతీయ ఏ పార్టీ పెట్టిందా బిఎస్పి బిఎస్పి కూడా జాతీయలో కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రకటించారు శుభదినం ఈ రోజు మీరు అందరికి కూడా లేట్ అయినా వర్ష అయ్యాలని ఎన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వచ్చారా హైదరాబాద్ నుంచి బయలుదేరినా భద్రకాళ దగ్గర అమ్మవారి దగ్గర తెప్ప ఉత్సవం ఆ నుంచి రామలీల మైదానంలో లక్ష మంది ఉన్నారు ఆడ వర్షం పడ్డ రామాసుని ఆడ మద్దతు చేసి వచ్చాను ఇక్కడ చేసిన నిద్రాయన పరపుల ఇక్కడ చేసిన మలబారు మా ఊరికి పరతవి మేము వచ్చేదాకా ఆపుతారు వాళ్ళు వాళ్ళు అవద్దు తమ్ముడు వాళ్ళ వాళ్ళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరు కూడా శుభాకాంక్ష